ఒక అద్భుతమైనటువంటి మహానగరంలో ఒక అద్భుతమైనటువంటి మంచి దేవాలయం నిర్మించారు కావాల్సినటువంటి అన్ని హంగామాలు అన్ని మంచి విలువైనటువంటి వస్తువులతో మంచి మంచి రంగులతో ఒక మనోహరమైనటువంటి దేవాలయం అది అనేక మంది విశ్వాసులు రకరకాలైనటువంటి వాహనాలలో ఆ మందిరానికి వస్తూ ఉంటారు ఆదివారం మంచిగా జనం వస్తారు కానీ సోమవారం నుంచి శనివారం వరకు ఆ దేవాలయం అంతా కూడా గొలుసులతో ఒక కంచె వేయబడి అక్కడ బయట ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు మీద సోమవారం మొదలుకొని శనివారం వరకు సెలవు ఎవరికి ప్రవేశం లేదు అని రాయబడి ఉంటుంది ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నాకు ఒక ఆలోచన మనము మన ఆరాధన జీవితంలో మన విశ్వాస జీవితంలో ఆదివారం మాత్రమే దేవునిని కొలిచేవారముగా ఉంటూ ఉన్నాము ఆదివారం భక్తులుగా ఆదివారం విశ్వాసులుగా ఉంటూ ఉంటారు అయితే దేవుడు ఏం చేస్తున్నాడనంటే ఆయన ఆ గొలుసుల వంటి కంచె దగ్గర నిలబడి ఆ ద్వారం యొద్ద నిలబడి ఆయన మన హృదయం అనేటువంటి తలుపులని తట్టుతూ ఉన్నాడు ఎలాగైతే ఆ దేవాలయం సోమవారం నుంచి శనివారం వరకు కంచె వేయబడిందో మన జీవితంలో కూడా దేవుడిని మన హృదయంలోనికి రానివ్వకుండా సోమవారం నుంచి శనివారం వరకు మనము మనము ఒక కంచెను మన జీవితంలో వేసేసుకుంటూ ఉన్నాం ఒక అడ్డంకిని మన జీవితంలో పెట్టేసుకుంటూ ఉన్నాం ఆ అడ్డంకిని తీసి ప్రతిదినము ఆయన కొలిచేవారంగా ఉండాలని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు దేవుడు మన ఆత్మీయ జీవితాలని ప్రతిదినము ఆయన కృపాసనం ఎదుగు ప్రవేశించేటువంటి కృప మనకు అనుగ్రహించి దీవించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక